హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ నా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం ఒక మర్చిపోకండి ఫైన్ ఒకటోసారి ఫైన్ రెండోసారి ఫైన్ మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు ఎంత ఫైన్ కట్టేశారండి Facebook OK，谢谢了。谢谢你们，cameraman。 <laughs> నాకు బ్రో మాది పని అయిపోయింది ఇప్పుడు అయిపోయింది బ్రో పొద్దున్నే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహాన్ని మాత్రం ఒక మర్చిపోకండి